హాయ్ ఫ్రెండ్స్ నా పేరు యాక్చువల్లీ వెంకటేశ్వర ఫల్గున వైజాగ్ అనమాట మాది మురళీనగర్ ఏరియాలో ఉంటాం యాక్చువల్ నాకు చిన్న యూట్యూబ్ ఛానల్ ఉంది అది నాకు ఛానల్ అనేది ఉంది కానీ నా విషయం దాన్ని యూటిలైజ్ చేసుకోవచ్చు అన్న విషయం సంగతి నాకు ఈ మధ్యన కొంతమందిని చూస్తే తెలుసు నాకు ఎప్పుడు తెలియదు అయితే అందరూ చాలామంది వీడియోస్ పెడుతున్నారు ఛానల్స్ పెట్టుకుంటున్నారు చాలామంది యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ జనాలతో షేర్ చేసుకోవడం కొంతమంది కుకింగ్స్ చేయడం కొంతమంది ఏంటంటే టెక్నాలజీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇవ్వడం ఇలాంటివన్నీ చేస్తున్నారు మనం కొత్తగా ఏం చేయగలమని ఆలోచనతో ఆగిపోయాను నాకు అర్థమైందంటే ఏదో ఒక ఇన్ఫర్మేషన్ ఏదో ఒకటి చిన్నది మనకు తెలిసింది మిగతా వాళ్ళకి తెలియదు ఏదన్నా రే డైలీ రెగ్యులర్ లైఫ్లో మనం చూస్తున్నవి కానీ ఏమాత్రం చిన్న ఇన్ఫర్మేషన్ ఉన్నా ఏ కొత్తది ఉన్నా ఏమన్నా మంచి మాటలు చెప్పచ్చు అనుకున్నా ఇలాంటివన్నీ పోస్ట్ చేద్దాం అనుకుంటున్నాను పెద్ద సీరియస్ ఛానల్ ఏం కాదు క్యాజువల్ ఛానల్ కామన్గా కామన్ ఛానల్ సింపుల్ ఛానల్ ఫండ్స్కి సంబంధించినవి పోస్ట్ చేస్తాను అలాగే పాలిటిక్స్ వీటి గురించి నాకు అంత ఐడియా లేదు వాటి గురించి మాట్లాడను అయితే ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ చేస్తాను నా ఫేస్ ఎంత ఉంటుంది బండగా నాకు తెలుసు నేను తప్పదు దేవుడి ఇచ్చిన ఫేస్ ఏం చేస్తాం మనం అయితే ఏంటంటే ఈ ఎడిటింగ్లు వీడియో ఎడిటింగ్లు అలా చేయాలి ఇవన్నీ కూడా నాకు ఐడియా లేదు కానీ యూట్యూబ్లో సెట్టింగ్స్ ఉన్నాయి చూస్తాను బాగా బెటర్గా మీకు కనిపించడానికి అండ్ ఈరోజు మా మేడ మీదకి వచ్చాను వర్షం బాగా కుమ్మేసింది వైజాగ్లో మా మేడ మీదకి వచ్చి ఇక్కడ చూస్తే ఏంటంటే యాక్చువల్ మా మమ్మీకి మొక్కలు పిచ్చి ఎక్కువ అనమాట మొక్కలు ఇవన్నీ కనిపిస్తున్నాయా మా ఇంటి మేడ మీద మొక్కలు మా మెట్ల మీద మొక్కలు మా ఇంటి చుట్టుపక్కల మొక్కలు అనమాట మెట్ల మీద కింద మేడ మీద వీటన్నిటి నేనే నీళ్ళు పోయే రోజు కాకపోతే దేవుడి దయ వల్ల నాలుగు రోజుల నుంచి వర్షం పడతానే ఉంది వాటర్ పోయాల్సిన అవసరం లేకుండా అయితే పడుతూ ఉంది కాకపోతే ఈరోజు నేను యాక్చువల్లీ నేను నోటీస్ చేసింది ఏంటంటే మా ఇంట్లో పొట్లకాయ వచ్చింది మేడ మీద మొక్కల్లో అయితే ఆ పొట్లకాయ వంకర టింగర్గా పుట్టడం వల్ల చాలా ఎవరో కామెంట్ చేసినట్టున్నారు దాన్ని అది బాగా డిసప్పాయింట్ అయింది డిసప్పాయింట్ అయ్యి సూసైడ్ అటెంప్ట్ చేసింది కాకపోతే పాపం పిచ్చిదానికి అది ఊరేసుకోవడానికి ట్రై చేసింది కానీ దాని మెడకి బదులు కాలుకి తాడు కట్టుకొని రాయి కట్టుకుంది దాని పరిస్థితి ఇదనమాట ఏమైనా కనిపిస్తుందా అది పొట్లకాయ ఊరేసుకుంది మా ఇంట్లో నిన్న బాధతో ఊరేసుకుంది దీన్ని ఓదార్దాను వచ్చాను ఓదారుస్తున్నాను ఏ విధంగా మంచి మాటలు చెప్పి కొంచెం దాన్ని మోటివేట్ చేద్దామని చూస్తున్నా చూసారా ఎలా ఊరేసుకుందో ఇది ఊరేసేసుకుంది ఇది ఇలా రాయి కట్టుకొని పొట్లగా ఇలా ఊరేసుకుంది అన్నమాట జీవితంలో అందరికీ అన్నీ అనుకున్నవని దొరకవు ఫ్రెండ్స్ అలాగని చెప్పేసి పొట్లకాయలా ఊరేసుకుంటామా వేసుకోకూడదు వేసుకోలేము మనం పెద్ద పెద్ద వాటి మీద కాన్సన్ట్రేట్ చేస్తాం వాళ్ళు ఇలా అయిపోయారు వీళ్ళు ఇలా అయిపోయారు అనుకుని మనం ఫీల్ అయిపోతాం అట్ ద సేమ్ టైం మనల్ని పాయింట్అవుట్ చేసేవాళ్ళు ఉంటారు ఇవన్నీ యాక్చువల్లీ చెప్పాలంటే ఎవరి చేతనైందో వాళ్ళు చేయాలంతే మనం పక్కన వాళ్ళతో కంపేర్ చేసుకున్న పక్కన వాళ్ళు ఏదో అన్నారని చెప్పేసి డిసప్పాయింట్ అవ్వకూడదు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకున్న కొన్ని మనం చేయగలిగిన కొన్ని మిగతా వాళ్ళు చేయకపోవచ్చు అవి ఏంటనేది మనం అబ్జర్వ్ చేసి వాటి మీద కాన్సన్ట్రేట్ చేయిస్తే లేదు నార్మల్ లైఫ్ రెగ్యులర్ జాబ్ చేసుకుంటూ మనం లీడ్ చేయగలిగితే మన పని మనం చూసుకుంటే హ్యాపీగా చాలు ఎవరిని ఇంప్రెస్ చేయడానికి ట్రై చేయకూడదు ఎవరి దగ్గర నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేయకూడదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్స్పెక్ట్ చేస్తే డిసప్పాయింట్మెంట్ వస్తుంది ఇంకోటి కంపారిజన్ పెట్టుకుంటే మనకి లైఫ్లో ఏం సాధించినా ఎంత సాధించినా సరిపోదు ఎందుకంటే ఆల్వేస్ బెటర్ ఒకదాన్ని మించి ఒకటి బెటర్ అనేది ఉంటూనే ఉంటుంది కోటీశ్వరుడికి ఆడుకుండే ప్రాబ్లమ్స్ ఆడుకుంటే పేదవాళ్ళకి ఆడుకుండే ప్రాబ్లమ్స్ ఆడుకుంటే మిడిల్ క్లాస్ వాళ్ళు మనం మనకుండే ప్రాబ్లమ్స్ మనకు ఉంటాయి కానీ నేను ever compare yourself to others కొంతమంది ఉంటారు మీ విల్ పవర్ని మిమ్మల్ని చూసి అసూయపడి కూడా మిమ్మల్ని కామెంట్ చేసే వాళ్ళు ఉంటారు నీకు తక్కువ రైతు తక్కువ అని చెప్పేసి వినేసి వదిలేయటమే లైఫ్లో అవన్నీ పట్టించుకుంటే ముందుకెళ్ళాము ఎందుకంటే నాకు మంచి డిప్రెషన్లో నాకు మంచి ఎక్స్పీరియన్స్లు ఉన్నాయి పెద్ద పెద్ద ఎక్స్పీరియన్స్లు ఉన్నాయి లైఫ్లో కాబట్టి అవన్నీ వదులుకొని నార్మల్గా లీడ్ చేస్తున్నాను ఇదో మంచి మాట ఈరోజు గుర్తుంచుకోండి మా మేడ మీద పొట్టకాయని చూసి మీరు దానిలా బాధపడి మీరు ఎక్కడ ఉందా పొట్లకాయ ఏదో ఇది ఉరేసుకుంది పాపం మీరు దీంట్లో గురి ప్రయత్నాలు చేయదు పాపం పిచ్చి ముండ పేడ పేక్కేసుకోవాలి తోడని తెలియక తాకేసుకుంది అది అలా ఉంటే ఎలా వస్తుంది కాదు సో ఆ విధంగా కూడా సూసైడ్లో ఫెయిల్ అయింది అది ఏదైనా ప్రయత్నం చేసి సక్సెస్ అయిన వాళ్ళ గురించి జనాలు మాట్లాడుకుంటారు కానీ ఏదైనా ట్రై చేసి ఫెయిల్ అయిన వాళ్ళ గురించి మాత్రం మాట్లాడుకోరు అందుకనే ఫెయిల్యూర్స్ మనకొద్దు చిన్న చిన్నగా మన లైఫ్లో మనం సక్సెస్ అందించాలి అంతే 拜拜。